సిగ్నేచర్ పార్క్ అని మనం పదహారు ఎకరాల వెంచర్ లాంచ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అవ్వడానికి చాలా దగ్గరగా ఉంది చాలా హై అండ్ కాస్ట్ పెట్టి నేను ప్రమోట్ చేయను సిగ్నేచర్ పార్క్లో కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే పది నిమిషాల దూరంలో ఐటీ హబ్ ఉంది ఈ వెంచర్ను డైరెక్ట్ చూడకపోయినా మా వీడియో చూసి హ్యాపీ అవుతారు నేను కొనేటప్పుడు ఇలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది నమస్తే welcome to real estate TV నేను పద్మిని ప్రస్తుతం మనం బీబీనగర్ టౌన్ లో ఉన్నటువంటి young India housing private limited వారు చేపట్టినటువంటి సిగ్నేచర్ పార్క్ వెంచర్ లో ఉన్నాం మరి ఈ వెంచర్ కి సంబంధించిన పూర్తి వివరాలను మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు young India housing private limited CMD Rajender Reddy గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారండి అసలు రియల్ ఎస్టేట్ రంగంలో మనం చూస్తూ ఉంటాము ఏదైనా వెంచర్ని లాంచ్ చేసామా అమ్మేసామా అక్కడి నుంచి మళ్ళీ ఆ రియల్టర్ ఎక్కడ మనకి టచ్లో ఉండదు అయితే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వెంచర్ని సరిగ్గా పోయిన సంవత్సరం మీరు లాంచ్ చేయడం జరిగింది మళ్ళీ మీరు ఇన్వైట్ చేసి ఒకసారి చూడండి డెవలప్మెంట్స్ ఏ విధంగా జరిగాయి అనే అనే చెప్పడం అనేది అమేజింగ్ అసలు ఇది జనరల్ గా ఎక్కడ జరగదు అవును మేడం సో ఏంటండి ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి మోటో స్పెషల్ ఏంటంటే మేడం ఇది సిగ్నేచర్ పార్క్ అని మనం పదహారు ఎకరాల వెంచర్ లాంచ్ చేయడం జరిగింది ఇది వన్ ఇయర్ బ్యాక్ మనం లాంచ్ చేసాం వెంచర్ ఈ వన్ ఇయర్ నుంచి మనం మాక్సిమం చాలా వరకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసాం మేడం అంటే మనం లాంచ్ చేసే ముందు ఏంటంటే చాలా మంది కస్టమర్లకు మనం ప్రామిస్ చేస్తున్నాం ల్యాండ్ ఎంత ఏమేమి డెవలప్ చేస్తున్నాము ఏంటి అందుకు మళ్ళీ ఇంకో వీడియో చేద్దామనే ఆలోచనతో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఇది టోటల్గా వచ్చి సిక్స్టీన్ ఎకర్స్ ప్రాజెక్ట్ మేడం చుట్టూ కాంపౌండ్ వాల్ సోలార్ ఫెన్సింగ్ తర్వాత sixty forty thirty CC roads provide చేస్తున్నాం drainage lines water lines underground cabling ఇస్తున్నాం టోటల్ ఎలక్ట్రిసిటీ సైట్ మొత్తం మనం వన్ అండ్ హాఫ్ ఎకర్ లో పార్కులు డెవలప్ చేయడం జరుగుతుంది ఆ పార్కులు కూడా చాలా వరకు డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి రెసిడెన్షియల్ వెంచర్ uh, అని అనుకో purely residential HMD approved with RERA number కూడా ఉంది మీకు ఇప్పటి వరకు చూసుకుంటే వన్ ఇయర్ లో మీకు నైన్టీ అంటే హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అవ్వడానికి చాలా దగ్గరగా ఉంది ఆల్రెడీ మా దగ్గర ప్రీవియస్ చాలా మంది కొన్నారు చాలా మంది సైట్ చూసి కొనకుండా మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ ఇంకోసారి ఒక వీడియో రిలీజ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది కొనుక్కున్న వాళ్ళు ఈ వెంచర్ ను డైరెక్ట్ చూడకపోయినా మా వీడియో చూసి హ్యాపీ అవుతారు అదే కొనేటప్పుడు ఇలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది మన మీద నమ్మకం పెట్టుకున్నారు ఆ బాధ్యతను మనం నిలబెట్టుకోవాలి అని చెప్పి ఖచ్చితమైన నియమాలు ఏవైతే ఉంటాయో అన్ని పాటిస్తూ కూడా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు హ్యాట్స్ ఆఫ్ యూ అయితే ఇది ప్రైజ్ డీటెయిల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం అంతకన్నా ముందు ఇది బీబీ నగర్ టౌన్లో అని చెప్పాము ఎంత దూరంలో ఉందండి ఒకసారి కనెక్టివిటీస్ గురించి కూడా మాట్లాడు మేడం ఇది బీబీ నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్ వన్ కిలోమీటర్ వస్తుంది ఇవాళ మీరు బీబీ లో చూస్తే మండల్ హెడ్ క్వార్టర్ ఇరవై ఐదు వేల మంది ఓటర్స్ ఉంటారు దాదాపు అక్కడ మీరు గజం ట్వంటీ థౌసండ్ నుంచి fifty thousand rupees per square yard ఉంది అంటే ఒక థర్టీ ల్యాక్స్ నుంచి దాదాపు త్రీ టు ఫోర్ క్రోర్స్ వరకు మంచి మంచి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతున్న విల్లాస్ కూడా ఉన్నాయి అక్కడ నుంచి కేవలం one kilometre radius Bibinagar boundary నుంచి చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ రేడియస్ లో మన సైట్ వాకబుల్ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు దీంట్లో రేపు మనకు మార్గేజ్ రిలీజ్ అవగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా రెడీ అవుతుంది కొంతమంది రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉందాం ఎందుకంటే బస్ కనెక్టివిటీ ఉంది రైల్ కనెక్టివిటీ ఉంది అనే hmm. ఆలోచనతో ఉన్నారు కరెక్ట్ అండి అయితే ఎంత సమయం పడుతుందండి సిటీకి అయితే ఎంత సమయం పడుతుంది మేడం సిటీ అంటే ఇక్కడ నుంచి నుంచి మీరు అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళాలంటే కేవలం పది నిమిషాలు టెన్ మినిట్స్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు hmm, అదే ఉప్పల్ ఎక్స్ రోడ్కి చూసుకుంటే twenty minutes drive thirty thirty five మినిట్స్లో మీరు చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు hmm, hmm. అంటే మీకు కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటుంది సైట్ చాలా దగ్గరగా కూడా ఉంటుంది సో ఎలాంటి సరౌండింగ్ హైలైట్స్ uh, ఏంటి ఇక్కడ ఉప్పల్ ఎక్స్ రోడ్ ను తీసుకుందాం సెంటర్ పాయింట్ ఉప్పల్ నుంచి చూసుకుంటే గట్కేశ్వర్ వరకు మీకు తెలుసు మాక్సిమం మీకు సిటీ కవర్ అయిపోయింది hmm. అక్కడే మీకు outer ring road exit nine ఉంది Infosys campus four forty seven acres world లో బిగ్గెస్ట్ క్యాంపస్ ఉంది అందులో కొంతమంది క్లయింట్స్ కూడా మన దగ్గర కొనడం జరిగింది hmm. తర్వాత అక్కడ IT Raheja park one naught six acres లో ఉంది తర్వాత మీకు వచ్చేసి అక్కడ సింగపూర్ టౌన్షిప్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఆ సరౌండింగ్స్లో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఫోకస్ చేస్తున్నాయి అంటే మీరు చూసుకుంటే ఈరోజు అపర్ణ కానీ అశోక కానీ ఇట్లా పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ కూడా గట్కేసర్ చుట్టుపక్కల మోడీ బిల్డర్స్ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఇంకా ప్రైవేట్ బిల్డర్స్ అయితే లేదు బోల్డ్ అంతమంది ఉన్నారు hmm. అక్కడి నుంచి కేవలం పది నిమిషాల దూరంలో మనం బీబీనగర్కి వచ్చాం బీబీనగర్లో చూసుకుంటే బీబీనగర్ చుట్టుపక్కల కూడా మంచి మంచి లేఅవుట్స్ కానీ ప్రపోజల్ విల్లా ప్లానింగ్స్ కానీ తర్వాత మనకు వచ్చేసి పెద్ద ఎసెట్ ఏంటంటే బీబీ నగర్కి ఎయిమ్స్ మేడం ఎయిమ్స్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో డెవలప్ చేస్తున్నారు రెండు టూ హండ్రెడ్ అండ్ త్రీ ఎకర్స్లో మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు చాలా పెద్ద ప్రాజెక్టు రాబోయే రోజుల్లో కొన్ని కోట్ల రూపాయల ఫండింగ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎయిమ్స్లో అప్పుడు మనకి బీబీ నగర్ పరిసరాలన్నీ కూడా చాలా చేంజెస్ కనిపిస్తాయి దానికి ఆపోజిట్లో ప్రపోజల్ సీసీఎంబీ ఒకటి వస్తుంది సీసీఎం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అదొక ప్రపోజల్ ఉంది మేడం వన్ ఎయిటీ ఫోర్ ఎకర్స్లో ఈ రెండు మెగా ప్రాజెక్ట్స్ బీబీ నగర్కి ఇది కాకుండా మనకు బీబీ నగర్ ఆనుకొని మనం ఉన్నాం కాబట్టి బీబీ నగర్లో ఈరోజు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బోల్డ్ అంత ఉంది ఫ్యామిలీస్ ఉంటున్నారు రైల్వే కనెక్టివిటీ ఉంది బస్ కనెక్టివిటీ ఉంది మంచి స్కూల్స్ కాలేజీలు హాస్పిటల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇట్లా అన్నీ చూసుకుంటే బీబీ నగర్ సరౌండింగ్స్లో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇది కాకుండా మీరు ఇంకొక పది నిమిషాలు మీరు ముందుకెళ్ళారనుకోండి భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వస్తుంది అక్కడి నుంచి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ డ్రైవ్ చూసుకుంటే మీరు యాదాద్రి టెంపుల్కి వెళ్తారు hmm. అటు డెవలప్మెంట్స్ కానీ ఇటు డెవలప్మెంట్స్ కానీ మిడిల్లో మనం ఉంటున్నాం బీబీ నగర్ అనేది ఒక ఎసెట్ మేడం ఇన్వెస్ట్ hmm. చేయడానికి కానీ లేదు ఇల్లు కట్టుకోవడానికి కానీ చాలా బాగుంది రెసిడెన్షియల్ గా ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి major key point water water facility ఉంటేనే ప్రజలు మక్కువ చూపిస్తారు ఇక్కడికి రావాలి ఉండటానికి వాటర్కి సంబంధించి ఎట్లాంటి ఉందండి మేడం మా సైడ్ వరకు వస్తే మీకు మేము త్రీ ఫిఫ్టీ ఫీట్ బోర్ వేయించడం జరిగింది హండ్రెడ్ ఫీట్లో గ్రౌండ్ వాటర్ స్టార్ట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే మన కు one kilometre radius Bibinagar lake ఒకటి ఉంది ఫ్యూచర్లో మీకు వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు ఇది కాకుండా మన సైట్ నుంచి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫారెస్ట్ ల్యాండ్ బీబీ నగర్ వచ్చేసి అర్బన్ ఫారెస్ట్ ల్యాండ్ వచ్చేసి త్రీ ఎయిటీ ఏకర్స్లో శిల్పారామంలాగా డెవలప్ చేస్తూ ఉన్నారు అక్కడ మన గ్రీన్ జోన్ ఉంది ఆ గ్రీన్ జోన్ ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మనకు పొల్యూషన్ పరంగా కానీ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోకుండా ఉండడం కానీ వ్యూ పరంగా కూడా వ్యూ కూడా చాలా బాగుంటుంది ఈ సైట్ కు ఎస్ఎట్ ఈ రెండు రైట్ hmm. సార్ ఒకసారి మనం ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఒకసారి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందామా oh. అసలు ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి అనేది చూపిస్తూ ప్రేక్షకులకు చూపిస్తూ మాట్లాడదాం ఓకే లెట్స్ గో ఇదంతా కూడా ఆఫీస్ ఏరియా కదండి ఇది టోటల్ గా టూ ప్లాట్స్ ఆఫీస్ ఏరియా కింద ప్రమోట్ చేస్తుంది అండ్ పార్క్ కూడా డెవలప్ చేస్తున్నారు అని చెప్పారు ఇక్కడ డెవలప్ చేస్తున్నాం మేడం దీంట్లో ఒక ప్రపోజల్ స్విమ్మింగ్ పూల్ కూడా ప్లానింగ్ ఉంది సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది సార్ అవును మేడం వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది ఓన్లీ hmm. కలరింగ్ ఇప్పుడు ఇంకా ప్లానింగ్ కన్స్ట్రక్షన్ hmm. hmm. పూర్తిగా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ uh, ఇక్కడ జరిగాయి సార్ మీరు రండి చూద్దరు <laughs> మీకు టోటల్ గా సీసీ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ లైటింగ్ కానీ underground underground total electricity తర్వాత మీకు వచ్చేసి harvesting pits manholes maximum అన్ని కంప్లీట్ అయిపోయాయి సో మనం ఇక్కడ చూసుకుంటే రోడ్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ అయితే అయిపోతున్నాయి సో చెప్పండి సార్ ఈ సిసి రోడ్ బీటీ రోడ్స్ అని అంటూ ఉంటారు కదా ఏంటి అండి డిఫరెన్స్ ఏంటండి మేడం సిసి రోడ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మేడం మేము థిక్నెస్ సిక్స్ ఇంచెస్ వేస్తాం ఓకే ఇది మనం రోడ్ వేసిన తర్వాత వెహికల్స్ మూవ్మెంట్ ఉన్నా లేకపోయినా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వరకు మీకు గ్యారంటీ ఉంటుంది hmm, hmm. అదే కానీ మనం బ్లాక్ టాప్ వేసామనుకోండి థిక్నెస్లో వేస్తాం ఆ బ్లాక్ టాప్ ఆ థిక్నెస్లో వేయడం వల్ల ట్వంటీ ఫైవ్ ఎంఎం ఇట్లా వేస్తాం ఆ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు వెహికల్ మూవింగ్ లేదనుకోండి కొద్ది రోజుల తర్వాత చిప్స్ పైకి వచ్చేస్తాయి ఆటోమేటిక్ లైస్ కూడా ఆటోమేటిక్గా లేచి వస్తాయి ఇది కాకుండా మనకేంటంటే ఒక వన్ ఇయర్ రోడ్ పైన మూవ్మెంట్ లేదు ఎందుకంటే గ్రాస్ వచ్చేస్తుంది గ్రాస్ రావడం వల్ల ఏమవుతుంది మనకు రోడ్ పాడైపోతుంది hmm. అది మనకు లైఫ్ ఉండదు hmm. తర్వాత కాస్ట్ వేరియేషన్స్ చూసుకుంటే సీసీ రోడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే minimum thirty to forty years మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది hmm. అందుకే ఇప్పుడు మాక్సిమం సీసీ రోడ్స్ వేయడానికి మేము ఇష్టపడుతున్నాం సో అలాగే ఇంకా డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ ఇక్కడ ఇప్పుడు అయ్యి ఉన్నాయి సార్ ఇప్పుడు సైట్లో మీరు చూసుకుంటే madam ninety five percent CC roads complete చేసేసాము తర్వాత మీకు అండర్ గ్రౌండ్ కేబులింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది డ్రైనేజ్ లైన్స్ మాక్సిమం క్లోజ్ అయిపోయాయి సెప్టిక్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది పార్కులు మీకు వచ్చేసి గ్రీనరీ తప్ప మొత్తం కంప్లీట్ చేసేసాం ఆ వాటర్ ట్యాంక్ లో ఎంత అండి స్టోరేజ్ ఎంత మీకు lakh capacity madam water tank పైన వచ్చేసి మీకు లక్ష లీటర్స్ ఉంటుంది కింద మళ్ళీ సంపు కూడా ఫిఫ్టీ థౌసండ్ లీటర్స్ ఉంటుంది ఇది total sixteen acres land madam total two not three plots ప్రతి ప్లాట్ మీకు సఫిషియెంట్ గా వాటర్ సరిపోతుంది దాని హెచ్ఎండి రూల్స్ ప్రకారమే మనం డిజైన్ చేసి కట్టడం జరిగింది hmm. ప్రాబ్లం అయితే ఏం లేదు మేడం తర్వాత మీకు ఈ వెంచర్కు మీకు ముఖద్వారం మనకు ఆర్చ్ ఉంటుంది మేడం ఆర్చ్ hmm. కూడా సిక్స్టీ ఫీట్ కి చాలా బాగా డిజైన్ చేసి డిజైన్ చేసాం దానికి ఇప్పుడు గేట్స్ కూడా త్వరలో మీరు ఫిట్ చేయడం జరుగుతుంది hmm. అంటే మన సైట్ లైక్ రావాలి అంటే గేట్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కొన్న వాళ్ళకి మాత్రమే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం రైట్ అండి మామూలుగా వేరే కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ సిగ్నేచర్ పార్క్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటంటే యంగ్ ఇండియా నుంచి నేను లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ పైన కంప్లీట్ కంప్లీట్ అయింది కంపెనీ పెట్టి నేను ఒక వెంచర్ అయ్యాలంటే ఫస్ట్ నేను గవర్నమెంట్ రోడ్ అప్రోచ్ చూసుకుంటాను hmm. అంటే లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్రోచ్ రోడ్ కానీ లొకేషన్ కానీ తర్వాత డెవలప్మెంట్స్ కానీ తర్వాత మెయింటెనెన్స్ కానీ ఈ నాలుగు పాయింట్స్ కింద మనం ప్లాన్ చేసుకొని కింద లేఅవుట్లు చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్కి ఎప్రిషియేషన్ అనేది ఉంటుంది ఫాస్ట్గా విల్లాస్ వచ్చే ప్లానింగ్ కూడా ఉంటుంది ఎన్నాళ్ళు పట్టచ్చండి మేడం ఇంకొక త్రీ టు ఫోర్ మంత్స్లో మన వెంచర్లో గేజ్ అనేది రిలీజ్ అయిన తర్వాత నేను కొనుక్కున్న కస్టమర్లు ఆల్రెడీ ఒక ట్వంటీ పర్సెంట్ పబ్లిక్ దీంట్లో ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు మేము అందుకే ఫాస్ట్గా డెవలప్మెంట్స్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాం సో సార్ మీకు twenty two years of experience ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో సో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మనం చూస్తూ ఉంటాము మీరైతే ఓన్లీ ఇక్కడ బీబీ నగర్లోనే ఎక్కువ మీరు ప్రిఫర్ చేస్తున్నారు మీ వెంచర్స్ చాలా మటుకు ఇక్కడే ఒక six seven ventures ten ten ventures only Bibinagar లో ఇంకో టెన్ వెంచర్స్ కూడా ప్రపోజల్ ఈ సరౌండింగ్స్ లోనే చేస్తాను <laughs> రైట్ అండి అయితే మనం రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ శాతం బాగా ఫాస్ట్ మూవింగ్ అంటే ముంబై హైవే మీద ఉన్నటువంటి వెంచర్స్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంటాయి దాని తర్వాత ఇంకా రకరకాలు ఇక్కడ జనగాం వరకు ఈ ఏరియాలో మనం చూసుకుంటే జనగాం వరకు కూడా కంప్లీట్ అయిపోయిన సందర్భం అయితే ఉంది బీబీ నగర్ ని మీరు ఎందుకని ఆప్ట్ చేసుకో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే మేడం నా టార్గెట్ నేను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాను నేను అన్ని రోడ్స్లో ప్రమోట్ చేశాను బిజినెస్ చేశాను అంటే విజయవాడ రోడ్ కానీ సాగర్ రోడ్ కానీ శ్రీశైలం రోడ్ కానీ ముంబై రోడ్ కానీ అన్ని రోడ్లలో చేశాను నేను fifteen years back Young India అనేది బీబీ నగర్లో మనం ఫస్ట్ వెంచర్ లాంచ్ చేయడం జరిగింది అయితే నేను నా మటుకు నేను ఏం చూసుకుంటానంటే మేడం ఇవాళ కస్టమర్స్కు చాలామంది ప్రమోటర్స్ ఏం చేస్తున్నారంటే సిటీకి వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు డెబ్బై ఎనభై తొంభై ఇట్లా రకరకాల ఏరియాస్లో వెంచర్స్ వేస్తూ ఉన్నారు hmm. అయితే రకరకాల ఏరియాస్లో వెంచర్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే గ్రోత్ పాయింట్ చూసుకుంటే అగ్రికల్చర్ hmm. ల్యాండ్గా ఉన్నప్పుడు వచ్చే డిమాండ్ కంటే కూడా ప్లాట్ కింద కన్వర్ట్ అయిన తర్వాత కొంచెం స్లో అయిపోతుంది hmm. అందుకోసం ఏంటంటే నా మటుకు నేను చూసుకుంటే ఎంగిడియా ఇండియా నుంచి చూసుకుంటే సిటీకి దగ్గరగా మనం వెంచర్లు అంటే సిటీకి దగ్గరగా అంటే ఓఆర్ఆర్ కి ఒక పది నుంచి ఇరవై నిమిషాల దూరంలో వెంచర్లు వేయడం వల్ల hmm. మన గ్రోత్ అనేది కస్టమర్ కు చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఇప్పుడు ప్లాట్ కొనడమే కాదు రేపు రీసేల్ చేసుకోవాలి కస్టమర్ అతనికి చాలా ఈజీగా ఉంటుంది hmm. అదే నేను తీసుకెళ్ళి ఎక్కడో సిటీకి వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ దూరంలో వెంచర్స్ ఇస్తే మేము ఏదో ఒకటి చెప్పి మార్కెట్ చేస్తాం కానీ కస్టమర్ రేపు రీసేల్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది రిపీటెడ్గా కస్టమర్స్ మా దగ్గర కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిటీకి దగ్గరగా యంగ్ ఇండియా వాళ్ళు ప్రమోట్ చేస్తారు దూరంగా ప్రమోట్ చేయరు hmm. అనే ఆలోచనతో మా దగ్గర ఎక్కువ మంది కొంటూ ఉంటారు అండ్ రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారా మీకు ప్రతి వెంచర్ లో మాకు థర్టీ పర్సెంట్ రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు మేడం ఏ వెంచర్ లాంచ్ చేసినా కూడా నేను మేము ముందే అప్రోచ్ అవ్వడం జరుగుతుంది మా వెంచర్ గురించి చెప్పడం డీటెయిల్స్ hmm. ఇవ్వడం వాళ్ళు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే కాస్ట్ విషయంలో కూడా నేను రీజన్ రీజనబుల్ గా ప్రమోట్ చేస్తాను hmm. చాలా హై అండ్ కాస్ట్ పెట్టి నేను ప్రమోట్ చేయను రైట్ అండి సార్ రీసేల్ uh, అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను ప్రశ్న అడుగుతున్నాను జనరల్గా రీసేల్ విషయంలో మీలా రియల్టర్స్ అయితే చక్కగా సేల్ చేస్తారు బాగానే ఉంటుంది కానీ ఎవరైతే కస్టమర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళు రకరకాల రీజన్స్ రీత్యా ఇన్వెస్ట్ చేస్తారు పిల్లల చదువుల కోసమో పెళ్ళిళ్ళ కోసమో ఒక భద్రత పరంగా కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు అయితే రీసేల్ చేయాలి అనుకుంటేనే అసలు చిక్కంతా ఎదురవుతూ ఉంటుంది ఎంత ప్రయత్నించినప్పటికీ రీసైల్ అనేది జరగకుండా ఉంటుంది మీ కస్టమర్స్ ఎవరైనా ఈ ప్రాజెక్ట్నే కాదు మీరు టెన్ ప్రాజెక్ట్స్ ఈ చుట్టుపక్కలే చేశారు కాబట్టి ఎవరైనా ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారా ఓకే మంచి క్వశ్చన్ మేడం ఇది చాలా ఇంపార్టెంట్ రీసేల్ అనేది ఏంటంటే మేడం మనం సిటీకి దగ్గరగా చేసినా దూరంగా చేసినా వెంచర్లను చాలామంది ఏం చేస్తున్నారంటే అనుకున్న టైంలో పూర్తిగా డెవలప్ చేయడం తర్వాత మెయింటైన్ చేయడం అలాంటి వెంచర్స్లోనే మనకు రీసేల్ వాల్యూ ఉంటుంది ఇంకో పాయింట్ ఏంటంటే చాలామంది సిటీకి దూరంగా వెంచర్స్ చేసి అమ్మేసుకున్న తర్వాత దాన్ని పట్టించుకోవడం మానేస్తున్నారు దానివల్ల కూడా మనకు రీసేల్ వాల్యూ తగ్గిపోతుంది ఫస్ట్ కస్టమర్ అనే వ్యక్తి ఏంటంటే మేడం ఇన్వెస్ట్ చేసేటప్పుడే సిటీకి దగ్గరగా అతను కొనడం వల్ల అతనికి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మంచి లొకేషన్స్లో వేసే వెంచర్స్లో కొనడం వల్ల మంచి గవర్నమెంట్ అప్రోచ్ రోడ్ ఉన్న ఏరియాలో కొనడం వల్ల సైట్ సరౌండింగ్స్ ఉన్న విలేజెస్ కానీ మండల్ హెడ్ క్వార్టర్ కానీ నేషనల్ హైవే కానీ రోడ్ ఫేసింగ్ ఉన్నాయి వేరే వెంచర్స్లో కానీ అతనికైనా కొనగలిగితే ఆ వెంచర్లో బాగా డెవలప్మెంట్ చేయగలిగితే మెయింటెనెన్స్ కూడా ఆ వెంచర్లో ఉండగలిగితే డెఫినెట్గా ఆ కస్టమర్ ఒక టూ ఇయర్స్ తర్వాత కానీ త్రీ ఇయర్స్ తర్వాత కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కానీ తనకైతే తనే రీసెల్ వాల్యూ చేసుకోవచ్చు ఇక ప్రైస్ విషయం గురించి కూడా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎంత ఉందండి ఇక్కడ మేడం ఇది మేము లాంచింగ్ ప్రైస్ లో సిక్స్టీన్ థౌసండ్ కోట్ చేసి ప్రమోట్ చేసాము ఇప్పుడు వచ్చేసి మేము కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ కోట్ చేస్తున్నాం అంటే ఇంకా మనకు మార్గేజ్ కి జస్ట్ వన్ మంత్ లో మేము అప్లై చేయబోతున్నాం నెగోషియబుల్ అండి లేకపోతే క్లైంట్ బట్టి పేమెంట్ మోడ్ బట్టి మనం వాళ్ళకి చేయడం జరుగుతుంది కొన్ని ప్లాట్స్ ఏ ఉన్నాయి పైగా పూర్తిగా డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తున్నాం ఇవాళ మార్కెట్లో ఎలా ఉన్నారంటే చాలా మంది రకరకాల ప్లేసుల్లో వెంచర్స్ కొని ఎల్పీ నెంబర్ లేక రిజిస్ట్రేషన్ అవ్వక డెవలప్మెంట్స్ లేక మెయింటెనెన్స్ లేక లేదు నాకు రేటు ఎక్కువైనా పర్లేదు మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి వెంచర్స్లోనే కొనాలి అనే ఆలోచనతో చాలా మంది వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతే చాలు ఎందుకంటే అలాంటి వాళ్ళకి వీడియో రీచ్ అవుతే వాళ్ళు వచ్చి మా సైట్ చూస్తారు మా డెవలప్మెంట్స్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ కొంది అయితే కొన్ని కమెంట్స్ వస్తూ ఉన్నాయి మనకి పీబీ నగర్లో అంత లేదు కదా ప్రైజ్ ఎందుకని అంత ప్రైజ్ చెప్తున్నారు though it is a negotiable thing but ఎందుకని అంత చెప్తున్నారు అనే కమెంట్స్ వస్తున్నాయి దానికి మీ సమాధానం మెయిన్ ఏంటంటే మేడం ల్యాండ్ అనే దాన్ని బట్టి ఎప్రిషియేషన్ ఉంటుంది hmm. ల్యాండ్ మనం కొనే లొకేషన్ బట్టి కాస్ట్ డిజైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు బీబీ నగర్లో మీకు ఐదు వేల నుంచి యాభై వేల వరకు కూడా ల్యాండ్ కాస్ట్ ఉంది ఫైవ్ థౌసండ్ రూపీస్ స్టార్ట్ అవుతే ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంది ఆ ఫిఫ్టీ థౌసండ్ ఎక్కడ ఉంటుంది ఎయిటీన్ ఎక్కడ ఉంది ఇవన్నీ మనం చూడాలంటే కస్టమర్కు కొనాలని ఒక చిన్న ఆలోచన ఉంటే ఫిజికల్గా వచ్చి సైట్ చూసారనుకోండి వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది ఇక్కడ ఎయిటీన్ థౌసండ్ మేము ఎందుకు పెట్టాము బీబీనగర్ టౌన్లో ఫిఫ్టీ థౌసండ్ ఎందుకు ఉంది బయట ఫైవ్ థౌసండ్ ఎందుకు ఉంటుంది ఎంత దూరంలో ఉంది అది అప్రోచ్ ఎలా ఉంది డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి లొకేషన్ ఎలా ఉంది అది హెచ్ఎండి లేఅవుటా జీపీ లేఅవుటా ఎలాంటి లొకేషన్లో కాస్ట్ చెప్తున్నారు అంటే నేను నా సలహా ఏంటంటే ఎవరైనా కొనాలి అనే ఆలోచన వస్తే వాళ్ళు ఫిజికల్గా వచ్చి మా ల్యాండ్ చూసారనుకోండి సరౌండింగ్స్ చెక్ అనుకోండి వాళ్ళే తప్పకుండా మా దగ్గర ఉంటారు సో చూడటానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తోంది ఇక్కడ ఉన్న వాతావరణం అండ్ చుట్టుపక్కల కూడా డెవలప్ అవుతున్న స్టేజ్ లోనే ఉంది కాబట్టి డెఫినెట్ గా ఒకళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే this is the right place అన్నట్టుగా అనిపిస్తోంది ఇక్కడ మనం ఈ ప్లాట్స్ అన్ని చూస్తుంటే సో మొత్తం ఓవరాల్ గా కంప్లీట్ అవ్వాలి డెవలప్మెంట్స్ అనడానికి ఇంకెంత సమయం పట్టచ్చు థర్టీ డేస్ లో కంప్లీట్ థర్టీ డేస్ లో మొత్తం డెవలప్మెంట్ మీకు ఆర్చ్ వర్క్ గానీ వాటర్ ట్యాంక్ కానీ చిన్న చిన్న వర్క్స్ కలరింగ్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి తప్ప మేజర్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి ఇకపోతే సార్ ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ని కూడా చాలా చూస్తారు సరౌండింగ్స్ లో ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి సంస్థలు ఉన్నాయా పెద్ద పెద్దవి సో దట్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా వస్తే బోల్డ్ అంత డెవలప్మెంట్ ఉంటుంది అనేది ఒక యాంగిల్ దానికి ఏం సమాధానం చెప్తారండి మేడం మన సిగ్నేచర్ పార్క్లో కొనే వాళ్ళకు నేను చెప్పే సలహా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే వరంగల్ రోడ్లో మనకు హైటెక్ సిటీ తర్వాత సెకండ్ హైటెక్ సిటీ పోచారం అక్కడ వచ్చేసి మీకు ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది ఐటీ హబ్బే ఐటీ హబ్బే ఉంది అక్కడ ప్రెసెంట్ వచ్చేసి ఇరవై ఐదు వేల మంది వర్క్ చేస్తున్నారు దాని పక్కన మీకు ఐటీ రహేజా పార్కస్ hmm. అనేది ఒక పెద్ద సంస్థ ఉంది hmm. అక్కడ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది మేడం అక్కడ జెన్ ప్యాక్ కానీ Axis bank main head office కానీ ఇంకా చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ చాలా వరకు మీకు పోచారంలో ఉన్నాయి అక్కడ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది మేడం hmm. అది కాకుండా మీకు అవుటరింగ్ రోడ్ ఎగ్జిట్ కూడా అక్కడే ఉంది దాన్ని బెస్ట్ చేసుకొని ఈ సిగ్నేచర్ పార్క్లో కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే పది నిమిషాల దూరంలో ఐటీ హబ్ ఉంది ఇన్ఫోసిస్ కానీ ఐటీ రహేజ కానీ సింగపూర్ టౌన్షిప్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చాలా మంది అక్కడ కొనుక్కుంటున్నారు రైట్ అండి చాలా చక్కగా మాకు ఇవన్నీ వివరించారు థ్యాంక్ సో మచ్ అండి నమస్తే సో చూసారు కదా signature park Young India housing private limited Rajender Reddy గారు మనకి పూర్తి వివరాలని అందించారు మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు కంపెనీని కాంటాక్ట్ చేయొచ్చు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే నేను శ్రీకృష్ణ రియల్ ఎస్టేట్ గురించి అప్డేట్స్ కోసం please subscribe to real estate TV thank you